నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్య అంశాలు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దుకు నిరసనగా పాక్ తీవ్ర నిర్ణయాలు భారత రాయబారి బిసారియాపై బహిష్కరణ ఢిల్లీలో హైకమిషనర్ నియామకం ఉపసంహరణ భారత్తో వాణిజ్యం రద్దు చేసిన ఇమ్రాన్ సర్కార్ దౌత్య సంబంధాలు కనిష్టానికి తీసుకొస్తున్నట్లు ప్రకటన తొందరపాటు నిర్ణయాలుగా పేర్కొంటున్న నిపుణులు చెదురుమదురు ఘటనలు మినహా జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణం నిర్బంధంలోనే ముఫ్తీ ఒమర్ సహా వంద మందికి పైగా నేతలు ఎన్ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల పాటు వైద్యుల సమ్మె అత్యవసర సేవలకు దూరంగా ఉన్న జూనియర్ డాక్టర్లు తెలంగాణలో రెండవ విడత వైద్య విద్య ప్రవేశాలు నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు భర్తీ ప్రక్రియపై సందేహాలు లేవనెత్తిన ఉన్నత న్యాయస్థానం పరుగుకు సిద్ధమైన అనంతపురం కియా కారు స్టెల్లోస్ నేడు విడుదల చేయనున్న ఏపీ మంత్రి బుగ్గన జమ్మూ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం మూడు వందల డెబ్బైను రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పాకిస్తాన్ తమ దేశంలో ఉన్న భారత రాయబారిపై బహిష్కరణ విధించింది భారత్తో దౌత్య సంబంధాలు కుదించడం సహా ద్వైపాక్షిక ఒప్పందాలను పునః సమీక్షించనున్నట్లు పేర్కొంది భారత్తో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని కూడా రద్దు చేసుకుంటున్నట్లు తెలిపిన దాయాది దేశం జమ్మూ కశ్మీర్ అంశాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో లేవనెత్తడం సహా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని తెలిపింది జమ్మూ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అధికరణం మూడు వందల డెబ్బైని తొలగించడం సహా ఆ రాష్ట్రాన్ని రెండు రాష్ట్రాలుగా పునర్విభజన చేయడంతో పాటు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించడంపై రెండు రోజులుగా దుగ్ధను ప్రదర్శిస్తోన్న పాకిస్తాన్ నిన్న అనేక సంచలన నిర్ణయాలు తీసుకుంది గత వారం వ్యవధిలో రెండుసార్లు జాతీయ భద్రత సలహా భేటీ నిర్వహించిన దాయాది దేశం నిన్నటి సమావేశం తర్వాత భారత్తో అన్ని ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు రద్దు చేసుకుంటున్నట్లు తెలిపింది ఇరు దేశాల మధ్య ఉన్న జలాల పంపకం మత్స్యకారుల అప్పగింత సహా అనేక ద్వైపాక్షిక ఒప్పందాలను పునఃసమీక్ష చేయనున్నట్లు ఎన్ఎస్ ఎన్ఎస్ఏ సమావేశం తర్వాత పాక్ ప్రకటించింది బుధవారం పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆ దేశ రక్షణ అంతర్గత ఆర్థిక విదేశీ వ్యవహారాల మంత్రులతో పాటు త్రివిధ దళాధిపతులు ఐఎస్ఐ జాతీయ భద్రతా సలహాదారు పాల్గొన్నారు కొద్ది గంటల పాటు జరిగిన సమావేశంలో ఈ నిర్ణయాలతో పాటు భారత్తో దౌత్య సంబంధాలు కుదిస్తున్నట్లు పాక్ ప్రకటించింది భారత్ చేస్తున్న చట్ట వ్యతిరేక ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపిన పాక్ పాక్లో ఉన్న భారత రాయబారి అజయ్ బిసారియా తక్షణమే తమ దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది అయితే ఎంత గడువులోగా వదిలి వెళ్లాలన్న స్పష్టత ఇవ్వని పాక్ భారత్ లో హైకమిషనర్ స్థాయి అధికారిని కూడా పంపేది లేదని తెలిపింది త్వరలో ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలో విధులు చేపట్టాల్సి ఉన్న మొయిన్ ఉల్ హక్ భారత్ కు రాబోరని పాక్ విదేశీ వ్యవహారాల మంత్రి షా మొహమ్మద్ ఖురేసీ వెల్లడించారు అంతేకాకుండా ఆగస్టు పద్నాలుగున పాక్ స్వాతంత్ర దినాన్ని జమ్మూ కశ్మీర్ వాసులకు సంఘీభావ దినంగా పాటించాలని భారత స్వాతంత్ర్య దినమైన ఆగస్టు పదిహేనుని బ్లాక్ డేగా పాటించాలని ఎన్ఎస్ఏ భేటీలో పాక్ నిర్ణయించింది అటు రెండు రోజుల పాటు సమావేశమైన పాక్ సంయుక్త పార్లమెంట్ పార్లమెంటు జమ్మూ కశ్మీర్ పునర్విభజన సహా మూడు వందల డెబ్బై రద్దును తీవ్రంగా వ్యతిరేకిస్తూ రూపొందించిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ అంశంపై పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ బ్రిటన్ నూతన ప్రధాని బోరిస్ జాన్సన్ సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ తోనూ ఫోన్ ద్వారా సంప్రదింపులు జరిపారు భారత్ మాత్రం జమ్మూ కశ్మీర్ తమ అంతర్గత అంశమని ఇప్పటికే తేల్చి చెప్పింది అటు రెండు రోజులుగా సరిహద్దుల్లో దాయాది దళాల కవ్వింపులు కొనసాగుతున్నాయి రాజౌరి పరిధిలో నియంత్రణ రేఖ వద్ద ఉన్న గ్రామాల్లోని జనావాసాలే లక్ష్యంగా పాక్ దళాలు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడుతున్నాయి పాక్ దుందుడుకు చర్యలను మన సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది భారత్తో దౌత్య సంబంధాలు కుదించుకోవడం సహా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రద్దు చేసుకుంటూ పాకిస్తాన్ తీసుకున్న నిర్ణయం తొందరపాటు చర్యగా కాంగ్రెస్ సీనియర్ నేత భారత్ విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సల్మాన్ కుర్దిష్ పేర్కొన్నారు పాక్ చర్యతో భారత్కు వచ్చే నష్టమేమీ లేదని ఆ దేశమే అంతిమంగా మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు దౌత్య సంబంధాలు కొనసాగించడం సరైన చర్యగా పేర్కొన్నారు అటు వాణిజ్య నిపుణులు కూడా పాక్ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు తొందరపాటుతో తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా భారత్కు సంభవించే నష్టం స్వల్పమని పాక్ మాత్రం తీవ్రంగా నష్టపోతుందని తెలిపారు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు చేయడాన్ని నిరసిస్తూ పాక్ తమ దేశం నుంచి భారత రాయబారిని వెళ్లిపోవాలని ఆదేశించిన వేళ దక్షిణాసియాలో శాంతి స్థాపన దిశగా ఇరు దేశాలు చర్చలు జరపాలని అమెరికా సూచించింది అందుకు అనువైన వాతావరణాన్ని కల్పించడంలో అమెరికా సాయపడుతుందంటూ శ్వేతసౌధం సీనియర్ అధికారి తెలిపారు ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు యుద్దానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించిన అమెరికా ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగే దిశగా ఇరు దేశాలు వెంటనే చర్చలు జరపాలని సూచించింది మూడు వందల డెబ్బై రద్దుకు సంబంధించి యుఎస్కు ముందే భారత్ సమాచారం ఇచ్చిందంటూ వస్తున్న వార్తలను శ్వేతసౌధం తోసిపుచ్చింది జమ్మూ కశ్మీర్ అంశంలో భారత్ చర్యను పాకిస్తాన్ సంయుక్త పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేసి మరీ ఖండిస్తే ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో మాత్రం భారత్ నిర్ణయానికి మద్దతుగా బ్యానర్లు వెలవడం చర్చనీయాంశమైంది జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ఆ బ్యానర్లలో స్వాగతించారు ఇదే తరహాలో అఖండ భారత్ లక్ష్యాన్ని సైతం మోదీ పూర్తి చేయాలంటూ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యల్ని ఆ బ్యానర్లలో పేర్కొన్నారు ఈ బ్యానర్లో పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్తో కూడిన అఖండ భారతదేశ చిత్రాన్ని కూడా ఉంచారు ఈ బ్యానర్ల గురించి చాలా సమయం తర్వాత పాక్ పోలీసులకు సమాచారం అందగా వారు వచ్చి వాటిని తొలగించారు ఈ విషయాన్ని పాక్ ప్రముఖ పత్రిక డాన్ ప్రచురించడంతో ప్రపంచానికి తెలిసింది ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం జమ్మూ కశ్మీర్తో పాటు లద్దాఖ్లో బుధవారం చిన్నపాటి రాళ్ల దాడులు వంటి చెదురుమదురు ఘటనలు మినహా వాతావరణం ప్రశాంతంగానే ఉంది ఇప్పుడిప్పుడే ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు దుకాణాలు తెరుచుకుంటున్నాయి అటు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తారన్న కారణంతో జమ్మూ కశ్మీర్కు చెందిన ఆయా పార్టీల కీలక నేతలను వంద మంది వరకు అరెస్టు చేసిన పోలీసులు వారిని జమ్మూలోని హరినివాస్లో ఉంచారు జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు సహా ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించి కేంద్రపాలిత ప్రాంతాలు ప్రకటించిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బలగాలను మోహరించడంతో ప్రశాంత పరిస్థితులు కొనసాగుతున్నాయి కశ్మీర్ లోయలో శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తారన్న ముందస్తు జాగ్రత్తతో కశ్మీర్కు చెందిన ప్రధాన పార్టీల నేతలను కార్యకర్తలను వంద మందిని బలగాలు అరెస్టు చేసి జమ్మూలోని గుప్కార్కు సమీపంలోని హరినివాస్లో ఉంచారు వీరిలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్ అబ్దుల్లా మెహబూబా ముఫ్తీ జమ్మూ కశ్మీర్ పీపుల్స్ కాన్ఫరెన్స్ నేతలు అజ్జద్ లోన్ ఇమ్రాన్ అన్సారీ కూడా ఉన్నారు మెజిస్ట్రేట్ల ఆదేశాల మేరకే ఈ అరెస్టులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు అటు జమ్మూలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి శ్రీనగర్లో పలుచోట్ల దుకాణాలు తెరుచుకున్నాయి కాలినడకన ద్విచక్ర వాహనాలు కార్లలో స్థానికులు రోడ్లపైకి వస్తున్నారు శ్రీనగర్ జమ్మూ రహదారిపై రాకపోకలు సాధారణంగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు జమ్మూలో సున్నిత పరిస్థితులను ఆసరాగా చేసుకుని టాక్సీ డ్రైవర్లు ఎక్కువగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తెలిపారు గత రెండు రోజులుగా జమ్మూ కశ్మీర్లో పర్యటిస్తున్న జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ స్థానికులతో మాట్లాడారు వారితో కలిసి రహదారిపై భోజనం చేశారు జమ్మూ స్థానికుల భద్రత కేంద్ర ప్రభుత్వానిదేనని భరోసా ఇచ్చారు భద్రతా సిబ్బందితో కూడా ముచ్చటించిన ఆయన విధులు చక్కగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు వెలిబుచ్చారు దాదాపు జమ్మూ కాశ్మీర్ మొత్తం బుధవారం ప్రశాంతంగా ఉండగా ఒక్క పూంచ్ జిల్లా బఫ్లైజ్ ప్రాంతంలో పోలీసులపై నిరసనకారులు రాళ్లురవ్వగా కొందరు పోలీసులకి స్వల్ప గాయాలయ్యాయి కార్గిల్ పట్టణంలోనూ పలుచోట్ల నిరసనలు చోటు చేసుకున్నాయి విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకుని జమ్మూ కాశ్మీర్లో విద్యాసంస్థలను మూసివేశారు జమ్మూ ప్రాంతంలోని అన్ని జిల్లాల్లో ఆంక్షలు కొనసాగిస్తున్నారు గొడవలు వ్యాప్తి చెందకుండా జమ్మూ కాశ్మీర్లో పలుచోట్ల సమాచార వ్యవస్థను రద్దు చేశారు కశ్మీర్లో జనజీవనం సాధారణంగానే కొన్నట్లు చూపిస్తున్న కొన్ని వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి సరిహద్దు జిల్లా కుప్వారాకు చెందిన ఓ వీడియోలో కేంద్రం నిర్ణయంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు కనిపిస్తోంది ప్రభుత్వ నిర్ణయంతో జమ్మూ కశ్మీర్లో రాజకీయ అవినీతి తగ్గిపోతుందని వారు తెలిపారు అటు పశ్చిమ పాకిస్తాన్ నుంచి విభజన సమయంలో జమ్మూ కశ్మీర్కి వచ్చి స్థిరపడ్డ దాదాపు ఇరవై ఐదు వేల కాంతిశీకుల కుటుంబాల్లో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు కొత్త కాంతులు తీసుకొచ్చినట్లు వారు తెలిపారు ఇన్నాళ్లుగా ఇక్కడ బానిసత్వం చేశామని కేంద్రం నిర్ణయంతో బానిస సంఖ్యలు తెగిపోయాయని వారు హర్షం వ్యక్తం చేశారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు అంశంపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వెలువడుతున్న వేళ ఆ అంశంపై అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ రేపు విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది కాంగ్రెస్ నూతన అధ్యక్షుణ్ణి ఖరారు చేసేందుకు సీడబ్ల్యూసీ భేటీ కావడానికి ఒకరోజు ముందు జరిగే ఈ సమావేశానికి అన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులు శాసనసభలో కాంగ్రెస్ పక్ష నేతలు ఎంపీలు ఇతర సీనియర్ నాయకులు హాజరు కానున్నారు ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శుల నుంచి నేతలకు లేఖలు పెళ్లాయి మంగళవారం జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో సీనియర్ నేతలు జనార్దన్ ద్వివేది దీపేందర్ హుడా జ్యోతిరాతిథ్య సింధియా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ సీడబ్ల్యూసీ మాత్రం కేంద్రం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని తప్పుపడుతూ చేసిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది ఈ ముగ్గురు నేతలతో పాటు దేశవ్యాప్తంగా కొందరు కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు అనిల్ శాస్త్రి ఒక అడుగు ముందుకేసి ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవడంలో కాంగ్రెస్ విఫలం చెందిందని అన్నారు ఈ తరుణంలో పార్టీ పరంగా అనుసరించాల్సిన వైఖరిపై రేపటి భేటీలో వ్యూహం ఖరారు చేయనున్నారు పార్లమెంట్లో ఎంపీలు ప్రజా సమస్యల పట్ల సున్నితత్వాన్ని కలిగి ఉండాలని ప్రధాని మోదీ సూచించారు నిన్న రాజ్యసభ నిరవధిక వాయిదా పడిన తర్వాత రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు ఛాంబర్లో మోదీ సహా వివిధ పార్టీలకు చెందిన ఇరవై మంది నేతలు సమావేశమై పార్లమెంటు పనితీరు న్యాయ వ్యవస్థ సహా ఎంపీల బాధ్యతలపై దాదాపు అరగంట పాటు చర్చించారు ఈ భేటీలో వెంకయ్యనాయుడు మోదీ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తావర్చంద్ర గెహ్లోత్ గులాం నబీ ఆజాద్ డెరెక్ ఒబ్రైన్ సహా మరికొందరు నేతలు పాల్గొన్నారు ఈసారి రాజ్యసభలో బడ్జెట్ సమావేశాలు ఫలప్రదంగా సాగాయని వెంకయ్య అన్నారు సభ్యులు వెల్లోకి రాకుండా నియంత్రించాలంటూ ఆయా పార్టీల నేతలకు సూచించారు అనంతపురం జిల్లా కియా మోటార్స్ నుంచి నేడు కొత్త కారు విడుదల కానుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి బదులుగా మంత్రులు హాజరు కానున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి జగన్ ప్రసంగాన్ని మంత్రులు చదివి వినిపించనున్నారు దక్షిణ కొరియా రాయబారి కియా ఎండీ సహా ఉన్నతాధికారుల సమక్షంలో కియా కారు సెల్టోస్ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రరెడ్డి ఆవిష్కరించారు ఈ కారు ధరను ఈ నెల ఇరవై రెండున నిర్ణయించనున్నారు ప్రస్తుతం కియా ప్లాంట్లో రోజుకు రెండు వందల ఎనభై కార్లు తయారవుతుండగా సమీప భవిష్యత్తులో గంటకు యాభై ఉత్పత్తి చేయాలని ఆ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది ప్రతి ఆరు నెలలకు ఓ కొత్త మోడల్ కియా నుంచి మార్కెట్లోకి విడుదల కానుంది వాస్తవానికి కియా కారు విడుదల కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కావాల్సి ఉండగా ఆయన ఢిల్లీ పర్యటన పొడిగింపు కారణంగా ఆయన హాజరు కాలేకపోతున్నారు ఫలితంగా జగన్ కడప అనంతపురం పర్యటనలు రద్దయ్యాయి తెలంగాణ సచివాలయంలోని కార్యాలయాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది ఈ మేరకు సంబంధిత అధికారులతో సమీక్షించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి యుద్ద ప్రాతిపదికన తరలింపు ప్రక్రియ పూర్తి చేయాలని తెలిపారు ఇప్పటికే రహదారులు భవనాల శాఖ కార్యాలయాలను ఎర్రమంజిల్లోని ఇంజనీర్ ఇన్ చీఫ్ కార్యాలయ భవనంలోకి తరలించారు ఇవాటి నుంచి మంత్రి కార్యదర్శులు విధుల అక్కడి నుంచే నిర్వహించనున్నారు మిగతా శాఖల కార్యాలయాల తరలింపు ప్రక్రియ ఇవాల్టి నుంచి జరగనుంది అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయాన్ని కూడా ఇవాళ రేపు తరలించాలని నిర్ణయించారు ఈ మేరకు సీఎస్ ఎస్కే జోషి ఆదేశాలు జారీ చేశారు శనివారం నుంచి అక్కడి నుంచే విధులు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రధాన కార్యదర్శి ఉన్నట్లు తెలుస్తోంది అటు ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు సీఎంఓ కార్యదర్శులు ప్రభుత్వ ముఖ్య సలహాదారు కార్యాలయాలను బేగంపేటలోని మెట్రో రైల్ భవన్లోకి వీలైనంత త్వరగా తరలించనున్నారు తెలంగాణలో ఎంబీబీఎస్ సీట్ల భర్తీ ప్రక్రియను నిలిపివేస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది రెండో విడత ప్రవేశాల్లో అనుసరించిన విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై justice P V Sanjay Kumar justice P కేశవరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది అడ్మిషన్ల ప్రక్రియకు సంబంధించి జారీ చేసిన ఐదు వందల యాభై జీవోకు విరుద్దంగా ప్రవేశాలు చేశారన్న పిటిషనర్ వాదనతో హైకోర్టు ఏకీభవించింది నిబంధనల ప్రకారం ముందు ఓపెన్ కేటగిరీ సీట్లను కాకుండా రిజర్వేషన్ సీట్లను భర్తీ చేశారంటూ పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు ప్రాథమిక ఆధారాలను పరిశీలిస్తే నిబంధనలను ఉల్లంఘించినట్లుగా కనిపిస్తోందని కోర్టు అభిప్రాయపడింది రెండో విడత అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివేస్తూ పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని తెలంగాణ ప్రభుత్వంతో పాటు కాలోజీ విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది తదుపరి విచారణను ఈ నెల పదమూడవ తేదీకి వాయిదా వేసింది కర్ణాటక మహారాష్టలో వరుణ ప్రతాపం కొనసాగుతోంది ఈ రెండు రాష్ట్రాల్లోనే దాదాపు రెండున్నర లక్షల మంది వరద గుప్పిటి చిక్కుకున్నారు మహారాష్టలో వరదల కారణంగా పదిహేను మంది కర్ణాటకలో ఐదుగురు మృత్యువాత పడగా ఉత్తరప్రదేశ్లో పిడుగుపాటుకు పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు కర్ణాటకలో వరద భీభత్సం కొనసాగుతోంది భారీ వర్షాలకు తోడు ఎగువన మహారాష్ట్ర ప్రాజెక్టుల నుంచి వస్తున్న వరద నీటితో కన్నడనాట నదులు ఉప్పొంగుతున్నాయి బెల్గావి బాగల్కోట్ విజయపురి రాయచూర్ యాదగిరి జిల్లాల్లో అనేక ప్రాంతాలు వరద గుప్పిట్లో చిక్కి జనజీవనం స్తంభించింది ఉడిపి చిక్మంగళూరు కొడుగు హుబ్లీ ధార్వాడ్ కార్వార్ హసన్ శివమొగ్గు జిల్లాలో వరద ప్రభావం ఎక్కువగా ఉంది బెలగావిలో రహదారి కోతకు గురికావడంతో బెంగుళూరు పూణే బస్సు సర్వీసులు నిలిచిపోయాయి బెలగావి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఇరవై ఆరు వేల మందికి ఆశ్రయం ఇస్తున్నారు వరద ముప్పు ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ సిబ్బంది సహాయ చర్యలు కొనసాగిస్తోంది కర్ణాటకలో వరదల కారణంగా ఐదుగురు మృత్యువాత పడ్డారు మహారాష్ట్రలోనూ అనేక ప్రాంతాల్లో వరద ముప్పు కొనసాగుతోంది ఇప్పటి వరకు వరదల దాటికి ఆ రాష్ట్రంలో పదిహేను మంది మృత్యువాత పడ్డారు రానున్న ఇరవై నాలుగు గంటల్లో పుణే సహా సతారా కోల్హాపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది అటు యూపీలో పిడుగుపాటుకు బుధవారం ఒక్కరోజే పద్నాలుగు మంది మృత్యువాత పడ్డారు మృతుల కుటుంబాలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాలుగు లక్షల రూపాయల మేర ఆర్థిక సాయం ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది రాజస్థాన్లోని కోట బుంది జిల్లాలో మోస్తరు వర్షం పడింది ఒడిశాలోని అంబోలా వద్ద గూడ్సు రైలు పట్టాలు తప్పటంతో రాయగడ టిట్లాగర్ మధ్య రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్ఎంసీ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వైద్యులు మరోమారు చేపట్టిన వైద్య సేవల బంద్ ప్రారంభమైంది దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నా కేంద్రం స్పందించలేదన్న ఆలోచనతో ఇవాళ ఉదయం ఆరు గంటల నుంచి రేపు ఉదయం ఆరు గంటల వరకు అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లోనూ అత్యవసర సేవలు మినహా అన్ని వైద్య సేవలు నిలిపివేస్తున్నట్లు ఐఎంఏ ప్రకటించింది ఈ మేరకు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రభుత్వ ప్రైవేట్ ఆసుపత్రుల వైద్యులు సేవలకు దూరంగా ఉండనున్నారు మరోవైపు జూడాలు ఐఎంఏ సమ్మె పిలుపు నేపథ్యంలో గాంధీ సహా అన్ని బోధన ఆసుపత్రుల్లో వివిధ శాఖల హెచ్ఓడీలు ప్రొఫెసర్లు ఉద్యోగులు తప్పక విధులకు హాజరు కావాలని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ఆదేశించింది ప్రధానిని కలిసి రాష్ట్రానికి నిధులు అడగాల్సిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తనపై ఫిర్యాదులు చేయడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విమర్శించారు అమరావతిలో అవినీతి జరిగిందని ప్రధానికి చెప్పిన జగన్ దాన్ని నిరూపించాలని సవాల్ విసిరారు గుంటూరు తెదేప కార్యాలయంలో మాజీ మంత్రి నక్క ఆనందబాబు అధ్యక్షతన జరిగిన వేమూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడితే తాము కోర్టుల్లో ప్రైవేటు కేసులు పెడతామని హెచ్చరించారు ప్రభుత్వం బకాయిలుంటే ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం లేదా పాలిచ్చే ఆవును వదిలిపెట్టుకొని తన్నే దున్నపోదని పట్టుకొచ్చుకున్నారు మీరు ఈయన నా సెక్యూరిటీ కూడా ఆడుకుంటున్నాడు ఊరూరు నేను చూస్తున్న పల్నాడులో ఏం జరుగుతా ఉంది గ్రామాలు వదిలిపెట్టిపోవాలనా రేపు మేము వస్తే మీరు కూడా గ్రామాలు వదిలిపెట్టిపోవాలనా ఇరవై రెండు సంవత్సరాలు మనం అధికారంలో ఉన్నామే మనం ఆ పని చేసిన వీళ్ళు ఉండేవాళ్ళ మరీ చేస్తే ఆ గ్రామంలోనే బస్ వేస్తా ఆడనే ఉంటా ఆ గ్రామంలో మామూలు పరిస్థితి వచ్చిన తర్వాత తిరిగి వస్తా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న వార్డు గ్రామ సచివాలయ వాలంటీర్ల నియామకాల్లో ఎలాంటి అవినీతికి తావు ఉండబోదని ఏపీ పట్టణాభివృద్ది శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వార్డు వాలంటీర్ల శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు సంక్షేమ కార్యక్రమాన్ని కూడా నేరుగా ప్రజల తాలూకా గుమ్మం ముంగిట్నే ఉండాలనే ప్రత్యేకమైన ఆలోచనతో గ్రామ పట్టణ సచివాలయాలు వాలంటీర్లు అనే విధానాన్ని ప్రవేశపెట్టారు పూర్తిగా కూడా మీ చిత్తశుద్ధితో మీరు పనిచేయాలని చేస్తారని కూడా మరి నేపథ్యంలో విశ్వసిస్తున్నాం ఏ పైరు వీలు కూడా ఇందులో జరగవు తెలంగాణలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీ శ్రేణులు శక్తి వంచన లేకుండా కృషి చేయాలని తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సూచించారు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత తెరాస కార్యకర్తలపై ఉందని సిరిసిల్లలో స్పష్టం చేశారు వార్డుల వారీగా కమిటీలు ఏర్పాటు చేసుకుని ఇంటింటికి వెళ్లి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏమిటో తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు పట్టణాన్ని బాగు చేసినాం ఇక్కడ ఉండే పేదవారికి లాభం చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం మంచి పనులు చేసే ప్రయత్నం చేస్తుంటే కొంతమంది లేనిపోని పుట్టించి కూడా మనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి వారిని ఒక కంట కనిపెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా మనకు ప్రత్యర్థి ఎవరన్నది అనవసరం రెండో స్థానంలో ఎవరన్నా ఉండని మనకు అనవసరం వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉంటారా బీజేపీ వాళ్ళు ఉంటారా ఇంకొకళ్ళు ఉంటారా మనకు అనవసరం చదువుతోనే చైతన్యం వస్తుందన్న ఉద్దేశంతో వెనుకబడిన వర్గాల విద్యార్థుల కోసం రెసిడెన్షియల్ పాఠశాలలు స్థాపించినట్లు తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వెల్లడించారు హైదరాబాద్ లో నిర్వహించిన అఖిల భారత జాతీయ ఓబీసీ మహాసభలో ఈటల పాల్గొన్నారు ఓబీసీలకు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ను కల్పించే అంశంలో తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి సంపూర్ణ మద్దతు ఇస్తుందని మంత్రి తెలిపారు చదువు కావాలి అని చెప్పి బీసీల కోసం పోయిన సంవత్సరం నూట పంతొమ్మిది రెసిడెన్షియల్ స్కూళ్ళు స్థాపించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ నుంచి పనిచేస్తా ఉన్నా బీసీ పిల్లల కోసం సంవత్సరానికి ఒక లక్ష ఐదు వేల నుంచి వెళ్ళి ఒక లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టి జ్ఞానాన్ని సమన్నతంగా అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ నుంచి పనిచేస్తా ఉన్నా బంగ్లాదేశ్ నుంచి ఈశాన్యం గుండా భారత్లోకి కొనసాగుతున్న అక్రమ వలసలపై ఆ దేశ హోంమంత్రి అసదుజ్జమాన్తో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చర్చించారు ఇరు దేశాల హోంశాఖ మంత్రుల మధ్య జరిగిన ఏడవ సమావేశంలో షా ఈ సమస్యను లేవనెత్తారు ఆగస్టు ముప్పై ఒకటిన అస్సోంలోని జాతీయ పౌర జాబితాను విడుదల చేయనున్న నేపథ్యంలో అక్రమ వలసల నివారణ దిశగా చేపట్టాల్సిన చర్యలపై షా చర్చించారు సరిహద్దు భద్రత కోసం కలిసి కృషి చేయాలని ఇరు దేశాల హోంమంత్రులు తీర్మానించుకున్నారు సరిహద్దుల్లో భద్రత మౌలిక సదుపాయాల్లో ఉన్న సమస్యల పరిష్కారం త్వరితగతిన పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు అంతర్జాతీయంగా అత్యధిక పారితోషికం అందుకున్న మహిళా అథ్లెట్ల జాబితాలో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధుకు స్థానం దక్కింది రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి గాను ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాలో భారత్ నుంచి స్థానం సంపాదించిన ఏకైక క్రీడాకారిణిగా సింధు నిలిచింది ఈ జాబితాలో American tennis star Serena Williams మొదటి స్థానంలో నిలవగా పివి సింధు పదమూడవ స్థానంలో నిలిచింది మొత్తం పదిహేను మందితో జాబితా ప్రకటించిన ఫోర్బ్స్ ఇరవై తొమ్మిది పాయింట్ రెండు మిలియన్ అమెరికన్ డాలర్ల పారితోషికంతో సెరెనా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది ఇరవై నాలుగు పాయింట్ మూడు మిలియన్ల అమెరికన్ డాలర్ల పారితోషికంతో సాధించావు జపాన్ టెన్నిస్ క్రీడాకారిణి నయోమి ఒసాకా రెండో స్థానంలో నిలిస్తే ఐదు పాయింట్ ఐదు మిలియన్ల డాలర్ల ఆర్జనతో సింధు పదమూడవ స్థానంలో నిలిచింది ప్రైజ్ మనీ వేతనాలు బోనస్లు ఇతర ఎండార్స్మెంట్లు మొదలైన వాటన్నింటినీ లెక్కించి ఫోర్బ్స్ ఈ జాబితాను ప్రకటించింది ఈటీవీ న్యూస్ సమాప్తం నమస్కారం